hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates Sunitha Dastagiri బెదిరించారు వివేక రెండో భార్య సంచలనం వివేక హత్య కేసులో భారీ ట్విస్ట్ తెర మీదకు వివేక భార్య షమీం ఎంట్రీ ఇచ్చారు వివేకతో వివాహం నుంచి ఆయన కుటుంబ సభ్యులు తనతో ఎలా వ్యవహరించారో వివరించారు సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో తనకు వివేక ఇస్తానని చెప్పిన ఆస్తులు వివేక కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన బెదిరింపులను వివరించారు తమ ఇద్దరి కుమారుల గురించి సమయం చెప్పుకొచ్చారు అవినాష్ రెడ్డి తన వాదనల్లో ప్రధానంగా వివేక రెండో భార్య కుటుంబంలో వివాదాల గురించి ప్రస్తావిస్తున్న వేళ ఇప్పుడు షమీం స్టేట్మెంట్ సంచలనంగా మారుతోంది వివేక రెండో భార్య వ్యవహారం పైన కొద్ది రోజులుగా వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు వివేక రెండవ భార్య ఉన్నారని రెండు వేల పదిలో వివేక పేరు మార్చుకున్నారని వారిద్దరికీ ఒక కుమారుడు ఉన్నారని చెబుతూ వచ్చారు వారితో వివేక కుమార్తె కుటుంబ సభ్యులకు గొడవలు ఉన్నాయని పేర్కొన్నారు అదేవిధంగా వివేక అక్రమ సంబంధాల అంశాలను ప్రస్తావించారు ఇప్పుడు అవినాష్ పైన సునీత న్యాయ పోరాటం చేస్తున్న క్రమంలో ఇప్పుడు షమీం సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ బయటకు వచ్చింది అందులో రెండు వేల పదిలో వివేక తనను వివాహం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు రెండు వేల పదిహేనులో తమకు ఒక కుమారుడు జన్మించాడని పేరు షెహన్ షాగా వివరించారు వివేకాకు దూరంగా ఉండాలని సునీతారెడ్డి బెదిరించారని షమీం సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పినట్లు తెలుస్తోంది వివేక హత్యకు కొన్ని గంటల ముందు తనతో ఫోన్లో మాట్లాడారని వివరించారు బెంగళూరు భూ సెటిల్మెంట్లో ఎనిమిది కోట్లు వస్తాయని వివేకా చెప్పారని షమీం వెల్లడించారు తమ వివాహం వివేక కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని తమను దూరం పెట్టారని పేర్కొన్నారు షెహన్ షాను రాజకీయంగా పైకి తీసుకొస్తా అని వివేకా చెప్పేవారని చెప్పుకొచ్చారు పలుమార్లు శివప్రకాష్ రెడ్డి నన్ను బెదిరించారని షమీం కీలక అంశాలను బయటపెట్టారు ఆ కారణంగానే చనిపోయాడని తెలిసినా రాలేకపోయానంటూ సీబీఐకి చెప్పినట్లు తెలుస్తోంది వివేకాకు సంబంధించి అన్యాయంగా వివేకా చెక్ పవర్ను తొలగించారని షమీం వివరించారు తాను ఒక డీజీపీ ఇంట్లో ఆరు నెలల సమయంలో ఉండాల్సి వచ్చిందని చెప్పినట్లుగా తెలుస్తోంది ఆ అధికారి ఎవరనేది మాత్రం బయటకు చెప్పలేదు ఆ సమయంలో వివేక ఒక్కరే సెక్యూరిటీ లేకుండా వచ్చేవారని వెల్లడించారు రెడ్డి సార్ అని చెప్పడం మినహా పేరు పూర్తిగా ప్రస్తావన చేయలేదని తెలుస్తోంది ఇప్పుడు షమీం వివేక ఆస్తుల్లో తనకు రావాల్సిన వాటా ఇతరత్ర వ్యవహారాలపైన న్యాయ పోరాటానికి కూడా సిద్ధపడుతున్నట్లు సమాచారం ఇప్పుడు షమీం ఎంట్రీతో వివేక హత్య కేసు విచారణలో కీలక మలుపుగా మారుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది